నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల రద్దుకు నిర్ణయం ఐబీఎం మించిన వాటిపైన దృష్టి అధికారులకు సీఎం జగన్ ఆదేశం కడలికెళ్లే నీరు ఒడిసి పట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం కొత్త జలాశయాల నిర్మాణానికి కసరత్తులు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలు త్వరలో తెలంగాణలో శాసన కమిటీలు చైర్మన్లుగా పంతొమ్మిది మందికి అవకాశం కసరత్తు చేస్తున్న కేసీఆర్ పీఏసీపై మజ్లిస్ కన్ను డెంగీ నివారణలో సర్కార్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం ఆస్పత్రుల్లో వసతుల లేమిపై అసహనం దోమల కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశం ట్వీట్లు ఆపి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సోనియా సూచన ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలపై వీధి పోరాటాలకు పిలుపు పద్మభూషణ్ రేసులో స్టార్ షట్లర్ పీవీ సింధు విభూషణ్ కు మేరీకోం పేరు కేంద్ర క్రీడల శాఖ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖలో కొత్తగా చేపట్టి ఇరవై ఐదు శాతంలోపు పనులు మాత్రమే పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లు రద్దు చేయాలని వైకాపా సర్కార్ నిర్ణయించింది ఇంటర్నల్ బెంచ్ మార్క్ విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని జల వనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే కు వెళ్లాలని సూచించారు ఐబీఎం విలువ కన్నా తక్కువకు దాఖలైన టెండర్లలో ఇరవై ఐదు శాతం లోపు పని జరిగితే పునః సమీక్షించాలన్నారు వీటిలో ఏ ప్రాజెక్ట్ అయినా అవసరం అనిపిస్తే కొనసాగించి లేదు అనుకుంటే రద్దు చేయాలని స్పష్టం చేశారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే లక్ష కోట్లకు పైగా అవసరమవుతాయని జగన్ అన్నారు ఏడాదికి పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేసే సామర్థ్యం ఉన్నందున ప్రాజెక్టుల ప్రాధాన్య క్రమం సిద్దం చేయాలని సూచించారు రాబోయే నాలుగేళ్లలో ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ప్రణాళిక తయారు చేయాలని అధికారుల్ని జగన్ ఆదేశించారు వృధాగా పోతున్న సముద్ర జలాలను ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా కొత్తగా మరికొన్ని జలాశయాల నిర్మాణానికి వైకాపా సర్కార్ సమాయత్తమవుతోంది అందుకు సంబంధించి సమగ్ర నివేదికలు రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ జలవనరుల శాఖ అధికారుల్ని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు గతంలో చేపట్టిన ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు వైకాపా సర్కారు సమాయత్తమవుతోంది తద్వారా రాష్ట్రంలో సాగు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు జిల్లాల వారీగా ప్రాజెక్టులపై సమీక్షించిన ఆయన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను తయారు చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు ప్రకాశం బ్యారేజీకి దిగువన మూడు బ్యారేజీలను నిర్మించడం ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న కొంత నీటినైనా ఒడిసి పట్టుకునేందుకున్న అవకాశం అవకాశాలు పరిశీలించాలని సూచించారు వాస్తవానికి ప్రకాశం బ్యారేజీకి దిగువన శ్రీకాకుళం చోడవరం యనమల కుదురు వద్ద చెక్డ్యాంల తరహాలోనే నిర్మాణం చేపట్టాలని భావించినప్పటికీ వాటి వల్ల ఎక్కువ నీరు నిల్వ చేసుకునే వీలు లేకపోవడంతో బ్యారేజీ తరహా నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు బ్యారేజీకి దిగువన పన్నెండవ కిలోమీటర్ వద్ద యనమల కుదురు సమీపంలో రెండు పాయింట్ ఏడు టీఎంసీలు నిల్వ చేసేలా చూడాలన్నారు నలభై ఐదవ కిలోమీటర్ వద్ద నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ అరవై ఐదవ కిలోమీటర్ వద్ద మూడు పాయింట్ రెండు ఐదు టీఎంసీ కబ్జల సామర్థ్యంతో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు వీటి నిర్మాణానికి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేర వ్యయమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా సీఎంకు వివరించారు కుందు నదిపై కడప కర్నూలు జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా రాజోలి జలాశయాన్ని రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు అలాగే జాలద్రాసి జలాశయం నిర్మాణానికి సీఎం అంగీకారాన్ని తెలియజేశారు వచ్చే నవంబర్ నాటికి ఈ జలాశయాలకు శంకుస్థాపన చేసేలా కార్యాచరణ సిద్ధం కానుంది గుంటూరు జిల్లా మాచర్ల వద్ద వరికపొడి శిల ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు ఆయకట్టును పెంచాలని స్పష్టం చేశారు అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండు దశలను పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడుందో తెలుగుదేశం నేతలే చెప్పాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రాజధానిపై గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన మొత్తం సహా ఇంకా అప్పుగా ఉన్న రెండు కోట్ల రూపాయల గురించే సింగపూర్ పత్రికతో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారని అన్నారు ఆర్థికపరమైన వెసులుబాటు లేకుండానే వేల కోట్లకు టెండర్లు పిలిచారని గత ప్రభుత్వంపై బొత్స మండిపడ్డారు రాజధాని విషయంలో ఆర్థిక సవాళ్లను ఎలా అధిగమించాలి అనే అంశంపై జగన్ సర్కార్ ఆలోచన చేస్తోందన్నారు రాష్ట్రానికి వచ్చే ఏ ప్రాజెక్టు కూడా వెనక్కిపోదన్న బొత్స అవి ఎందుకు వెనక్కి వెళ్తాయో చంద్రబాబే వివరణ ఇవ్వాలన్నారు ఖర్చులు తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు భాజపా ఎంపీ సుజనా చౌదరి ఇప్పటికీ తెలుగుదేశం నేతలాగే వ్యవహరిస్తున్నారన్న బొత్స జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పటికీ తెలుగుదేశం పక్షానే ఉన్నట్లుందని విమర్శించారు కడుతున్న జరుగుతున్న ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్కి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెండింటికి కలిపి దానికి ఒక పద్దెనిమిది వేల కోట్లకి దీనికి ఒక పదిహేడు వేల కోట్లకి ముప్పై ఐదు వేల కోట్లకి ఎస్టిమేషన్ చేసి వీటికి కూడా టెండర్లు పిలిచారు కొన్నిటికి వచ్చి అగ్రిమెంట్లు కూడా సైన్ చేశారు లోపాకరిగా జరగవలసిన పనులు కూడా జరిగిపోయినాయి ప్రకారం ఉన్నోడికి కొత్త ప్రభుత్వం వచ్చింది ముప్పై ఆరు వేల కోట్లు ఏంటి పరిస్థితి ఏంటి దీని ఫైనాన్షియల్ టైప్ ఎక్కడ ఉంది దీని తాలూకా ఏ విధంగా దీన్ని ఆర్థికంగా దీన్ని మనం అధిగమించాలని చెప్పని వాటి మీద ఆలోచన చేశాము ఏవైతే ఆన్గోయింగ్ పనులు ఉన్నాయో ఆన్గోయింగ్ పనులు అన్నీ కూడా పరిశీలనలోకి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ పరిశీలిస్తున్నాము ఈలోపు వచ్చి ఉపద్రవం వచ్చినట్టు వచ్చి వరదలు వచ్చాయి అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది అన్నిటిని కూడా పరిశీలనలో తీసుకున్నాము తీసుకున్నప్పటికీ శివరామకృష్ణ కమిషన్ తాలూకా రిపోర్ట్ని ఆ రోజు పరిగణలో తీసుకుంటే బాగుండు అని నేను అన్నా అని నేను చెప్పాను అందుకే దాన్ని ఏం చేయాలా ఎలా ఏ రకంగా దానికి డెవలప్ చేయాలా వాళ్ళందరికీ ఫ్లాట్స్ ఇస్తా ఉన్నాము దాన్ని ఏ రకంగా వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలి అవన్నీ కూడా పరిశీలనలో చేస్తున్నాము తెలంగాణలో శాసన కమిటీల నియామకానికి రంగం సిద్దమైంది కమిటీలకు చైర్మన్లు సభ్యుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు ఈ నెల ఇరవై రెండు వరకు శాసనసభ సమావేశాలు జరగనుండగా పదహారు లేదా పద్దెనిమిదిన కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది రాష్ట శాసనసభ మండలి కలుపుకుని మొత్తం ఇరవై ఒక్క కమిటీలుండగా వీటిలో సౌకర్యాలు పర్యావరణ కమిటీలకు శాసనసభాపతి చైర్మన్ గా ఉంటారు మిగిలిన పంతొమ్మిది కమిటీలకు చైర్మన్లను నియమిస్తారు డిసెంబర్లో తెరాస మళ్లీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ కమిటీలు వేయలేదు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదవులన్నీ కమిటీలని భర్తీ చేయాలని నిర్ణయించారు తెరాసలో పదవుల పోటీ దృష్ట్యా కమిటీలకు ప్రాధాన్యం ఏర్పడింది శాసనసభ మండలిలో కలిపి తెరాసకు నూట మంది బలముండగా వీటిలో సభాపతులు మంత్రులు విప్ల రూపంలో ముప్పై మందికి పదవులు ఉండగా మరో నూట మంది ఖాళీగా ఉన్నారు కొంతమంది కార్పొరేషన్ పదవులపై ఆసక్తి ప్రదర్శిస్తుండగా మిగిలిన వారిలో పంతొమ్మిది మందికి కమిటీల చైర్మన్లుగా అవకాశం కల్పించనున్నారు అటు ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పదవిని విపక్ష హోదాలో మజ్లిస్ కోరుతోంది అధికార తెరాస తర్వాత సభలో ఎక్కువ మంది సభ్యులు మజ్లిస్ కు ఉండగా ఆ పార్టీ సభ్యులకు సభలో విపక్ష స్థానం కూడా కేటాయించారు ఇక పీఏసీ పదవిపై సీఎం మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు ఇచ్చే అభివృద్ది నిధులకు ఆర్థిక మాంద్యం ప్రభావంతో కోతపడింది ఇప్పటికే వివిధ శాఖలకు బడ్జెట్లో కోతలు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం శాసనసభ మండలి సభ్యులకు ఇచ్చే నిధులకు కూడా వర్తింపచేసింది రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక ఏడాది నుంచి నియోజకవర్గ అభివృద్దికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ఏడాదికి మూడు కోట్ల మేర నిధులు అందుతూ ఉన్నాయి ప్రస్తుతం మాంద్యం ప్రభావం వారికిచ్చే నిధులపై పడింది తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం నూట మంది ఉండగా ఏటా నాలుగు కోట్లు నియోజక నియోజకవర్గ అభివృద్ది పనులకు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నారు అయితే ఈ ఆర్థిక ఏడాదిలో కేటాయింపులు నూట ఇరవై కోట్లే ఉన్నా అవి కొనసాగుతున్న పనులకు మాత్రమే సరిపోగా కొత్త వాటికి అవకాశం లేకుండా పోయింది బడ్జెట్లో ప్రత్యేక అభివృద్ది నిధుల కింద పదివేల కోట్ల రూపాయలు కేటాయించినందున ఆ నిధుల్ని నియోజకవర్గ అభివృద్ది నిధులకు వాడుకునేందుకు అవకాశం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది ఆర్థిక మాంద్యం ఇప్పటికే ఈ ఆర్థిక ఏడాదిలో ఐదు నెలలు గడిచిపోయిన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయింపు జరిగినట్లు పేర్కొంది శాసనసభ్యులు ఎన్నికల ముందుకు రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నిధులు అందుబాటులోకి వచ్చి ఉన్నట్లయితే బాగుండేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటంలో కేవలం సామాజిక మాధ్యమాల్లో పోస్టులతోనే సరిపోదని ప్రజలతో నేరుగా అనుసంధానం కావాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ శ్రేణులకు సూచించారు ఢిల్లీలో నిన్న పార్టీ కార్యదర్శులు సీఎల్పీ నేతలు ఇతర ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు సోనియా తెలిపారు ప్రజల్ని నేరుగా కలవాలని ఊరు వాడ పట్టణాలు నగరాల్లో ప్రజా సమస్యలపై నేరుగా పోరాటాలు చేయాలని అందుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలని ఆమె సూచించారు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండడం ఒక్కటే సరిపోదన్న సోనియా అంతకు మించి ప్రజలతో నేరుగా మమేకం అవడంపై దృష్టి సారించాలని నేతలకు ఉద్బోధ చేశారు అటు ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న సోనియా గాంధీ ఆయా రాష్ట్రాలను సుపరిపాలనకు ఆదర్శంగా తీర్చిదిద్దడంపై వారితో చర్చించనున్నారు గడచిన ఐదు త్రైమాసికాలుగా వృద్ది రేటు పడిపోతున్న వేళ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం నెరవేరే దాఖలాలు కనిపించడం లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు మోదీ నిర్దేశించుకున్న లక్ష్యం చేరాలంటే కనీసంగా తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు కావాలని ఇప్పుడు మాత్రం ఐదు శాతమే ఉందని చెప్పారు వాహన రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో రాకుంటే దాదాపు పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మన్మోహన్ హెచ్చరించారు ప్రభుత్వం అతి భయంకరమైన ఆర్థిక మాంద్యం దిశగా పరుగులు పెడుతోందని కేంద్రం దాన్ని గుర్తించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు ఇప్పటి వరకు కేంద్రం చేపట్టిన చర్యలన్నీ తాత్కాలిక మెరుగులే కానీ వచ్చే ఉపద్రవాన్ని ఏమాత్రం అడ్డుకోవడానికి ఉపకరించేలా లేవని ఏఐసీసీ సమావేశంలో చెప్పారు ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులుగా తాము మాత్రమే చెప్పటం లేదని పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారన్నారు విపక్షంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని మన్మోహన్ శ్రేణులకు వివరించారు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కేంద్రం ప్రకటనలన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేవే అని మన్మోహన్ పేర్కొన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత నిరుద్యోగితతో ఇబ్బంది పడే రోజులొస్తాయని చెప్పారు కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు సాధించడంలో పాకిస్తాన్ విఫలమైందని స్వయంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్ షా అంగీకరించారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పాకిస్తాన్ పాలకులు దేశ పరువు ప్రతిష్టల్ని నాశనం చేశారని ఇజాజ్ అహ్మద్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ ఛానల్లో మాట్లాడిన మంత్రి అంతర్జాతీయ సమాజంలో ఎవరూ పాక్ను విశ్వసించడం లేదని వాపోయారు భారత ప్రభుత్వం కశ్మీర్లో కర్ఫ్యూ విధించిందని ప్రజలకు ఔషధాలు కూడా అందకుండా చేస్తోందని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మటం లేదని ఆయన అన్నారు పైగా అంతర్జాతీయ సమాజం భారత్నే విశ్వసిస్తోందని పాక్ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రతిష్ట దిగజారడానికి ఇమ్రాన్ ఖాన్ బెనజీర్ భుట్టో పర్వేజ్ ముషారఫ్ కూడా కారణమని చెప్పారు పాకిస్తాన్ నిఘా సంస్థ అధిపతిగా కూడా పనిచేసిన ఇజాజ్ అహ్మద్ షా పాకిస్తాన్ ప్రస్తుతం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్లో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తగా భారత్ తీవ్రంగా ఖండించింది ఈ విషయంలో పాక్కు అండగా ఏ దేశమూ నిలబడకపోవడంతో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అహ్మద్ షా ఈ వ్యాఖ్యలు చేశారు కాంగోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తమ్ నగన్యిక ప్రావిన్స్ పరిధిలోని మైబరిది సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పగా అందులో అక్రమంగా ప్రయాణిస్తున్న వారు యాభై మందికి పైగా చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు ప్రత్యక్ష సాక్షులు మాత్రం మృతుల సంఖ్య వందకు పైగా ఉండొచ్చని చెబుతున్నారు గతంలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్లు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులు అయినప్పటికీ జగన్ మాదిరిగా వాళ్లెవరూ ఆ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేయలేదని విపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు నేర చరిత్ర ఉన్న వ్యక్తి నేరాలు లేకుండా చేస్తాను అనడం అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వాళ్లు అవినీతిని అంతం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా చేస్తున్న అరాచకాలపై పదకొండున పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు పీపీఏలపై కేంద్రం కోర్టులు విదేశాల హెచ్చరికలపై సీఎం మౌనం వహించడాన్ని పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో చంద్రబాబు తప్పుపట్టారు అటు రాష్ట రైతుల పట్ల వైకాపా నేతల దాష్టికాలు పెరిగిపోయాయని ఆరోపించారు కడప జిల్లాలోని బేస్తవేముల గ్రామంలో తెలుగుదేశానికి మద్దతు తెలిపిన నల్లపోతుల నాగయ్య పొలంలో బోర్ను సీజ్ చేయించి నోటి దగ్గర కూడు లాగేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఐదు దానిమ్మ చెట్లను నరికివేసి భూముల్ని లాక్కున్నారని తూర్పుగోదావరిలో కొబ్బరి చెట్లను నరికేయడంపై మండిపడ్డారు జగ్గయ్యపేటలో వడ్డెర వర్గీయులైన బత్తుల నర్సమ్మ కుటుంబాన్ని వైకాపా నాయకులు బెదిరింపులకు గురి చేయడం దుర్మార్గమన్నారు చలో ఆత్మకూరు ద్వారా వైకాపా సర్కార్ దురాగతాలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లగలిగామని తెలుగుదేశం పేర్కొంది వైకాపా దురాగతాలపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు గుంటూరు జిల్లా ఆత్మకూరు ఘటనపై ఏపీ పోలీసు శాఖ అంతర్గత విచారణ చేపట్టనుంది ఈ కమిటీలో ఐఏఎస్లతో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు నివేదిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం ఆత్మకూరు వివాదం మూలాలు వివాదం ముదరటానికి కారణాలు సహా తెలుగుదేశం పార్టీ బాధితుల శిబిరం నిర్వహణ అనంతరం జరిగిన పరిణామాలపై వాస్తవాలను ఈ కమిటీ పరిశీలించనుందని సమాచారం ఈ విచారణ ఆధారంగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మరోవైపు తాజాగా ఆత్మకూరులో పరిస్థితిని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఎలాంటి వివాదానికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పరిస్థితులు కుదుట పడే వరకు కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు తెలంగాణలో డెంగీ నివారణకు తెరాస సర్కార్ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది వారం రోజుల వ్యవధిలో పదకొండు వందల ఇరవై మంది డెంగీ రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయించారు అంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందన్న కోర్టు రోగుల సంఖ్య అనుగుణంగా వైద్య సిబ్బంది మౌలిక వస్తుల కల్పన లేదని ఆక్షేపించింది తెలంగాణ ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికలో ఏ ఆసుపత్రికి ఎంతమంది రోగులు వచ్చారనే గణాంకాలు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం దీన్ని బట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న డెంగీ పట్ల అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో దోమల నివారణకు చేపడుతున్న చర్యలపై కోర్టు పెదవి విరిచింది ఫాగింగ్ యంత్రాల సంఖ్యను పెంచాలి అని అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలని తెలంగాణ సర్కార్కి కోర్టు సూచించింది రాజధానిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే జిల్లాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది మున్ముందు దోమలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందున నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలపాలని కోర్టు ఆదేశించింది వచ్చే ఏడాది ఈ పరిస్థితి తలెత్తకుండా వచ్చే నాలుగు నెలలు ఏ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి వాదనలను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది బోధన తెరాస ఎమ్మెల్యే షకీల్ హైదరాబాద్ వచ్చి భాజపా ఎంపీ అరవింద్ ను ఆయన నివాసంలో కలవడం కలకలం రేపింది మంత్రివర్గ విస్తరణ తర్వాత నుంచి అధిష్టానం పట్ల షకీల్ అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు రావడం సహా తెరాసలో అసంతృప్తులు తమతో టచ్ లో ఉన్నారంటూ భాజపా నేతలు ప్రకటనలు గుప్పిస్తున్న తరుణంలో అరవింద్ తో షకీల్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది తామిద్దరం రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మాట్లాడుకున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో అరవింద్ పెట్టిన పోస్టు రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది అటు అరవింద్ తో భేటీ తర్వాత ఎందుకు పనికిరాని ఎమ్మెల్యే పదవి ఎందుకని తాను భాజపా నుంచే ప్రస్థానం మొదలుపెట్టానంటూ షకీల్ చెప్పడం కూడా వాటికి మరింత ఊతమిచ్చింది సాయంత్రం మరోసారి విలేకరులతో మాట్లాడిన షకీల్ తాను ఎప్పటికీ తెరాసలోనే ఉంటానని కేసీఆర్ఏ మార్గనిర్దేశంలో నడుస్తానని చెప్పారు అరవింద్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని ఆయన తమ ఎంపీ అని తమ ప్రాంతంలో కేంద్ర నిధులతో చేపట్టిన రూబన్ పథకం పనుల ప్రారంభోత్సవానికి అరవింద్ను ఆహ్వానించానని చెప్పారు రాత్రి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో మరో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి భేటీ అయిన షకీల్ అరవింద్తో భేటీ తదనంతర పరిణామాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్లో మంచినీటి ఆక్వా పరిశ్రమ నియంత్రణకు వైకాపా సర్కార్ మార్గదర్శకాలను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా సాగు చేస్తుండటంపై నియంత్రణ ఉండాలంటూ ఏపీ మత్స్యశాఖ చేసిన సిఫార్సు మేరకు ప్రభుత్వం సవరణలు చేసింది ప్రస్తుతం రాష్టంలో పదిహేను హెక్టార్ల చెరువులు ఆక్వా సాగు కింద నమోదు కాలేదని ప్రభుత్వం అంచనా వేస్తోంది జిల్లాల్లో ఆక్వా చెరువుల సాగుకు సంబంధించి జోన్లను నిర్ధారించకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవసాయ భూముల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు చాలా చోట్ల జిల్లా జిల్లా స్థాయి కమిటీలు తనిఖీ కూడా చేయటం లేదని ఫలితంగా అనుమతులు లేకుండానే సాగు జరుగుతున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఈ తరహా సాగుపై నియంత్రణకు కొత్త మార్గదర్శకాలనిచ్చింది ఆక్వా సాగుకు అనుమతి తీసుకోని రైతులంతా రెండు పేల ఇరవై మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది దరఖాస్తుకు రెండు వందల రూపాయలు జరిమాగా ఎకరాకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది పారిశ్రామిక ప్రోత్సాహకాల జారీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ నిర్లిప్తంగా వ్యవహరించడం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇబ్బందికరంగా మారింది గడిచిన ఐదేళ్లుగా వేల కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం పన్నెండు వేల రెండు వందల డెబ్బై పరిశ్రమలకు రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక బకాయిలున్నాయి భారీ మధ్య తరహా చిన్న సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఏటా వీటిని విడుదల చేస్తోంది ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలకు జారీ చేసే ఈ మొత్తాలకి బడ్జెట్లో తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేశారు మొత్తం రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయల మేర విడుదల కావాల్సి ఉంది ఎస్సీ సబ్ప్లాన్ కింద నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ప్లాన్ కింద ఇరవై ఒక్క కోట్లు రావాల్సి ఉన్నా అవి రాలేదు భారీ పరిశ్రమలకు కూడా పదహారు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల మొత్తాన్ని పెండింగ్లో ఉంచారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలకు ఈ ప్రోత్సాహకాలను అందించాలి నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇరవై ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదం ఉందన్నాడు యురేనియం కోసం అడవుల్ని నాశనం చేయకూడదన్న దేవరకొండ అవసరమైతే సౌర విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు దర్శకులు శేఖర్ కమ్ముల నాగ్ అశ్విన్ సురేందర్ రెడ్డి కవిటి గోరెటి వెంకన్న సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి ఎల్వి శ్రీరామ్ ఆర్పి పట్నాయక్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తదితరులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు హైదరాబాద్ లో గణనాథుల శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది నిమజ్జనోత్సవం సందర్భంగా tank bund NTR Marg necklace road lower tank bund Telugu Thalli పైవంతెన ఖైరతాబాద్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి విభిన్న రూపాల్లో గంగమ్మ చెంతకు చేరిన లంబోదరుణ్ణి తిలకించేందుకు భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు Saroor Nagar mini tank bund వద్ద పెద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో సందడి నెలకొంది చిన్న పెద్ద తేడా లేకుండా అంతా నృత్యాలతో అలరించారు ఖైరతాబాద్ మహాగణపతిని బాలాపూర్ గణనాథుణ్ణి ముందుగానే నిమజ్జనం చేశారు గత అర్ధరాత్రికి నలభై వేలకు పైగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి నిమజ్జనోత్సవంలో ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ పాల్గొన్నారు బషీర్బాగ్ సిపి కార్యాలయంలో గణేష్ శోభాయాత్రను ఎప్పటికప్పుడు పరిశీలించిన పోలీసులు నిమజ్జన వేడుక ప్రశాంతంగా ముగిసేలా సూచనలు చేశారు హుస్సేన్ సాగర్ వద్ద విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా నలుగురు భక్తులు సాగర్లోకి జారిపోయారు విపత్తు నిర్వహణ సిబ్బంది తక్షణం స్పందించి వారిని రక్షించారు నిమజ్జనాల వేళ ట్యాంక్ బండ్ పరిసరాలు విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయాయి మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ గణపతి బప్పమో మహారాష్ట్రలో వినాయక నిమజ్జనాల వేళ జరిగిన అపశృతుల్లో మొత్తంగా పన్నెండు మంది మృత్యువాత పడ్డారు వీరిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు త్రయంబకేశ్వరం సమీపంలో ఓ చెరువులో వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు బాంద్రా అమరావతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు పోలీసులు తెలిపారు సతారా జిల్లా కోయినా నదిలో ఒకరు కొట్టుకుపోగా ఇదే జిల్లాలో ఓ నీటి గుంటలో మరొకరు గల్లంతయ్యారు సింధుదుర్గ్లో ఇద్దరు రత్నగిరిలో మరో ముగ్గురు నిమజ్జనాల వేళ మృత్యువాత పడ్డారు జార్ఖండ్ గర్హ్వా జిల్లాలో పిడుగుపాటుకు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు మజియాన్ పోలీస్ ఠానా పరిధిలో పస్సి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది నిన్న సాయంత్రం భారీ వర్షం పడుతున్న సమయంలో దాదాపు పది మంది ఓ చెట్టు కింద నిల్చున్నారు ఆ సమయంలో పిడుగుపడ్డంతో అక్కడున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు చనిపోయిన వారందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున జార్ఖండ్ సర్కార్ పరిహారం ప్రకటించింది ఆరుసార్లు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్ ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కోసం నామినేట్ చేసినట్లు కేంద్ర క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి మేరీ కోమ్ రెండు వేల ఆరులోనే పద్మశ్రీ పురస్కారం అందుకున్నట్లు క్రీడా శాఖ గుర్తు చేసింది ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో టైటిల్ నెగ్గి సరికొత్త చరిత్ర లిఖించిన పివి సింధును పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సింధు పేరును రెండు వేల పదిహేడు ఏడాది పద్మభూషణ్ కోసం ప్రతిపాదించినప్పటికీ జాబితాలో మాత్రం చోటు చోటు దక్కలేదు ఇదే సమయంలో wrestler Vinesh Phogat table tennis player Manika Batra cricketer Harmanpreet Kaur భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ మాజీ షూటర్ సుమా షిరూర్ పర్వతారోహకులైన అక్క చెల్లెళ్లు తాషీ మాలిక్ నుంషీ మాలిక్ పేర్లను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం కోసం ప్రతిపాదించినట్టు క్రీడాశాఖ వెల్లడించింది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం